నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తొలి పద్దును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ సర్కారు ఎన్నికల హామీలకే అధిక ప్రాధాన్యం రాంపూర్ నుంచి శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు రెండు ప్రతిపాదనలు చేసిన తెలంగాణ ఇంజనీర్లు డెబ్బై వేల కోట్ల వరకు అవసరమని అంచనా కేశంపేట తహసీల్దార్ ఇంట్లో తొంభై మూడు లక్షల నగదు పట్టుకున్న ఏసీబీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ ఇచ్చిన సమాచారంతో బయటపడిన సొత్తు పతనం మంచున కర్ణాటక సర్కారు రాజీనామాకు సిద్ధమైన సీఎం కుమారస్వామి అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు భాజపా శాసనసభ పక్షంలో విలీనం చేయాలంటూ సభాపతికి పది మంది లేఖ వెనువెంటనే ఆమోదం విదేశాల్లో నల్లధనంపై భారత పోరాటానికి లభించనున్న ఫలితం సెప్టెంబర్ నుంచి కేంద్రానికి అందనున్న స్విస్ బ్యాంకు ఖాతాల సమాచారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై వరకు సమావేశాలు జరగనుండగా రేపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావటం వల్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా కేటాయింపులు జరిపే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి మొత్తం పద్నాలుగు పనిదినాలుగా శాసనసభ సమావేశాలు జరగనుండగా తొలి రోజు ప్రశ్నోత్తరాలతో పాటు ముఖ్యమంత్రి జగన్ సభా సలహా సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రతిని సభ ముందుంచనున్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్ నలభై నాలుగవ వార్షిక ప్రణాళికను సభకు సమర్పించనున్నారు అనంతరం రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేయనున్నారు తర్వాత చర్చ జరగనుంది రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా పద్నాలుగు పనిదినాల్లో ఇరవై మూడు అంశాలపై చర్చ చర్చించాలని వైకాపా మూడు అంశాలపై తెలుగుదేశం పార్టీలు బీఏసీ సమావేశంలో ప్రతిపాదించాయి రాష్ట్రంలో కరువు పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నేతలపై రాజకీయ దాడులు విత్తనాల కొరత వంటి అంశాలపై చర్చ కోసం తెలుగుదేశం ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అంశాలతో పాటు మౌలిక వస్తువుల కల్పన రాజధాని భూ కేటాయింపులు కొత్త మద్యం విధానం కొత్త ఇసుక విధానం వంటి ఇరవై మూడు కీలకమైన అంశాలపై చర్చించాలని వైకాపా ప్రతిపాదించింది ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది ఇవాటి ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలో రహదారుల శిథిలావస్థ ఎర్రచందనం చందనం అక్రమ రవాణా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి విద్యా హక్కు చట్టం అమలు రాష్ట్ర రుణస్థితి అవయవాల అక్రమ వ్యాపారం సామాజిక పింఛన్ల కోసం వయోపరిమితి వంటి అంశాలపై మంత్రులు సమాధానమివ్వనున్నారు నవరత్నాలే ప్రధాన అంశాలుగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేటాయింపులుంటాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కీలక రంగాల్లో నిధులు ఖర్చు చేస్తుందని ఈటీవీ ముఖాముఖిలో వివరించారు ప్రాధాన్యతలు మరి ఉండబోతున్నాయి బడ్జెట్ లో సామాన్య మానవుడు ఒక సామాన్య రైతు ఒక సామాన్య గృహిణి ఒక సామాన్య విద్యార్థి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేది ఆసరా ఉంది అభ్యున్నత చూసుకునే దానికి ప్రభుత్వం ఉంది అనే విధంగా మన బడ్జెట్ ఉండబోతుంది ప్రజలు ఓట్లేసేది కూడా మేనిఫెస్టోను చూసి కాబట్టి మేనిఫెస్టోను అమలు పరచాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మనం నవరత్నాల అమలు ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోతామన్నమాట మీకు ఆర్థిక వనరులు సమకూర్చినంత పరిస్థితి ఉందంటారా ఎట్లా ఉంది పరిస్థితి బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మఒడి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమ్మఒడి గాని రైతు భరోసా గాని ఇన్సూరెన్స్ గాని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ రోజు మనం పెట్టుబడి పెట్టినా రేపొద్దున పెట్టుబడి నుంచి నాలుగంతలు మళ్ళీ రిటర్న్స్ వచ్చే ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ కూడా పిల్లలు చదువుకున్న తర్వాత పై చదువులు దాని తర్వాత దట్ ఇట్ సెల్ఫ్ అదే that is again the wealth of the government దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకున్నారు అంటే స్వల్పకాలికంగా మీకు రెవెన్యూ సమకూర్చినా కానీ లేకపోతే ఆదాయం సమకూర్చేటువంటి ప్రణాళికలు ఏమున్నాయండి జిఎస్టీ వచ్చిన తర్వాత దాదాపు టాక్సేషన్కు సంబంధించిన ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది బట్ గ్రాడ్యువల్గా టాక్సేషన్ కూడా పెరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ పదహైదు శాతం పెరుగుతుందన్నమాట అవి గ్రాంట్స్ నేయడం మనకు రావాల్సినది మనకు ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ వనరులే మనం ప్రయారిటీ ప్రకారం అంటే ఇది పరిచేదానికి ఇంకోటి ఎక్కడ నుంచి తగ్గుతుంది అనమాట రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో స్థూలోత్పత్తి కానీ లేకపోతే గ్రోత్ రేట్ కానీ చాలా తక్కువ ఉంది తప్పుడు గణాంకాలు చూపించారని చెప్తారు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు వాస్తవ పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం చెప్పినట్లుగా పరిశ్రమ బ్రహ్మాండంగా పెరిగింది ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చేసినాయి వ్యవసాయం బ్రహ్మాండంగా పెరిగింది అది కాదు అని అది వాస్తవం కాదు అంత బ్రహ్మాండంగా ఉంటే ఈరోజు ట్రాన్స్లేట్ అవుతుంది కదా ప్రజలు హ్యాపీగా ఉండాలి కదా ఒక పక్క కరువు ఉంటే ఒక పక్క వ్యవసాయం బాగా జరిగింది అంటారు ఒక పక్క రెయిన్ గన్స్ అంటే ఏదో జలవన్ జల ఫిరంగులు అంట దాంతో కరువును జయిస్తారంట ఇవన్నీ నమ్మేటివేనా ఇవన్నీ అంటే ప్రజలంతా అమాయకుల మాదిరి కనపడుతున్నారా గురించి పదే పదే మాట్లాడుతున్నారు కానీ కేంద్రం రెండు రోజుల క్రితం కూడా స్పష్టం చేసింది ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసింది ఎట్లా సాధించబోతున్నారు రాష్ట్రానికి వనరులు ఎలా తెచ్చుకోబోతున్నారు వివిధ పార్టీల సపోర్ట్ లేకుండా బలంగా కేంద్రం ఉన్న పరిస్థితుల్లో మనం రిక్వెస్ట్ చేయాల్సిందే విపరీతంగా రిక్వెస్ట్ చేయాల్సిందే ఎన్ని రోజులైనా రిక్వెస్ట్ చేయాల్సిందే ఆ సాధన కోసమే మనం ముందు వాళ్ళు తప్ప ఫ్లిప్ ఫ్లాప్ చేయకూడదు అని అంటారు నవరత్నాలతో పాటు ఏ రంగాలకు మీరు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఆటోమేటిక్గా నవరత్నాలతో పాటు మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వస్తాయి దాని తర్వాత స్కూల్స్ రెనోవేషన్ కోసం వస్తుంది హాస్పిటల్స్ రెనోవేషన్ కోసం వస్తుంది ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రాజధాని పరిస్థితి ఏమిటంటారు రాజధాని ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ ఇప్పుడు యాక్చువల్గా రాజధాని పెద్దగా ఏముందని ఇక్కడ ఏం కట్టినారు రెండు రోడ్లు మూడు బిల్డింగ్లు అంతే కదా ఆ రెండు రోడ్లు మూడు బిల్డింగ్ లాగా ఇంకో మూడు బిల్డింగ్ లకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు రివ్యూ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు నలభై రోజుల్లోనే ఏపీలో రాజకీయ ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకుందన్న ఆయన వైకాపా నాయకులు గ్రామాల్లో ఇళ్లపై సామూహిక దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ఆరోపించారు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైకాపా శ్రేణుల అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు మహిళల జుట్టు కత్తిరించడం వివస్థలను చేసి అవమానించడం వంటి ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా నాయకుల వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ వర్కర్లు నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు వెలుగు యానిమేటర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్పై జరిగిన దాడి ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలకు ప్రత్యక్ష రుజువని చంద్రబాబు పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డ చంద్రబాబు గెలిచిన తెలుగుదేశం శాసనసభ్యులపై తప్పుడు ఆరోపణలతో కోర్టులో కేసులు వేస్తున్నారని దుయ్యబట్టారు ఏపీలో విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విత్తనాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని ఆరోపించారు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వ ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా ఆధారాలు లేకుండా ఉంటాయని తాము ఊహించామంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు వృద్ధి కాగితాలపై కనిపించింది కానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదంటూ శ్వేతపత్రంలో పేర్కొనడం ద్వారా ప్రభుత్వం గతంలో జరిగిన అభివృద్ధిని అంగీకరించిందని లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు మత్స్యశాఖ పశుసంవర్ధ శాఖల అభివృద్ధిని వ్యవసాయ శాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని అడిగిన ప్రభుత్వం గతంలో ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధిని ఒప్పుకున్నందుకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు వ్యవసాయ పశుసంవర్ధక మత్స్యశాఖలను కలిపే జీఎస్డీపీని లెక్కించడం దేశమంతా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది కొత్త విషయమని విమర్శించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పు రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లుగా ఉండగా వారం క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి కూడా పార్లమెంట్లో ఇదే చెప్పారని తెలిపారు కానీ ఆర్థిక మంత్రి మూడు లక్షల అరవై రెండు వేల కోట్లని తెలిపారన్న లోకేష్ ఒకేసారి లక్ష పదమూడు వేల కోట్ల అప్పు ఎలా పెరిగిందని ప్రశ్నించారు నలభై ఐదు రోజుల్లో ప్రభుత్వం అప్పు చేసిందో చెప్పాలని డిమాండ్ చేసిన లోకేష్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే అన్ని హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు ఆ హామీలు నెరవేర్చకుండా తప్పించుకోవడానికి ఇప్పుడు అప్పుల బూచిని భూతద్దంలో చూపిస్తే కుదరదని లోకేష్ వ్యాఖ్యానించారు గోదావరి జిల్లాలను శ్రీశైలానికి తరలించేందుకు భారీ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి రాంపూర్ నుంచి నాగార్జున సాగర్కు నీటిని మళ్లించే ప్రతిపాదనకు అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు శ్రీశైలానికి తరలించే ప్రతిపాదనకు డెబ్బై ఏడు వేల కోట్లు అవసరమవుతాయని తెలంగాణ ఇంజనీర్లు అంచనా వేశారు గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా రూపొందించిన రెండు ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించేందుకు తెలంగాణ ఇంజనీర్ల కమిటీ రెండు ప్రతిపాదనలను రూపొందించింది కంతనపల్లి దిగువన రాంపూర్ వద్ద ఆనకట్ట నిర్మించి నాగార్జున సాగర్ కు శ్రీశైలానికి నీటిని మళ్లించేలా వీటిని సిద్దం చేశారు రోజుకు రెండు టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించేలా రూపొందించారు రాంపూర్ నుంచి సాగర్ కు నీరు మళ్లించే ప్రతిపాదనకు అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు శ్రీశైలానికి నీరు తరలించే ప్రతిపాదనకు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా వేశారు ఈ ప్రతిపాదనల ప్రకారం గోదావరిపై రాంపూర్ వద్ద ఎనభై ఐదు మీటర్ల స్థాయి నీటి మట్టంతో ఆనకట్ట నిర్మిస్తారు అక్కడి నుంచి నలభై ఏడు కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి నూట ముప్పై మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి లక్నవరం చెరువుకు తరలిస్తారు అయితే సొరంగ మార్గం ఇరవై మూడు కిలోమీటర్ల మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నందువల్ల ఎస్ఎల్బీసీ తరహాలో టన్నెల్ బోరింగ్ యంత్రం ద్వారా తవ్వాల్సి ఉంటుంది లక్నవరం నుంచి మరో పద్దెనిమిది కిలోమీటర్ల మేర సొరంగం తవ్వి తొంభై మీటర్ల ఎత్తిపోతలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ముప్పై ఎనిమిదవ డీబీఎంలో ఇరవయవ కిలోమీటర్ వద్ద నీటిని పోస్తారు తొంభై తొమ్మిదవ కిలోమీటర్ వరకు కాకతీయ కాల్వను ఈ పథకానికి వినియోగిస్తారు అయితే కాల్వ సామర్థ్యాన్ని రెండు టీఎంసీలకు తగ్గట్లుగా నిర్మించాల్సి ఉంటుంది మధ్యలో మూసీ నదిని దాటేలా అక్విడెక్ట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి జలాల తరలింపునకు రెండు వేరువేరు ప్రతిపాదనలు రూపొందించారు మొదట ప్రతిపాదన ప్రకారం మూసీపై అక్విడెక్ట్ నుంచి యాభై కిలోమీటర్ల దూరం కాల్వ తవ్వి చెర్లపల్లి వద్ద నుంచి ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ జలాశయానికి నీటిని మళ్లించాలి హాలియా నదిపై కంగలవాగు వద్ద ఆనకట్ట నిర్మించి సాగర్ ఆయకట్టుకు మరో అనుసంధానం ద్వారా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కిష్టంపల్లి జలాశయానికి నీటిని తరలించాలి ఈ ప్రతిపాదనకు అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా ఇందులో భాగంగా అరవై ఒక్క కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల కాలువ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల లింకు కాలువ సహా రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తుతో ఎత్తిపోతలు చేపట్టాల్సి ఉంటుంది రెండో ప్రతిపాదన ప్రకారం మూసీ అక్విడెక్ట్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం కాల్వ తవ్వి సాగర్ ఎడమకట్టు పరిధిలోని ఉదయ సముద్రం దేవులపల్లి చెరువుకు మళ్లించాలి కాల్వ చివర్లో రెండు వందల ముప్పై నాలుగు మీటర్ల నుంచి రెండు వందల నాలుగు మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు నలభై మీటర్ల ఎత్తుతో ఎత్తిపోతలు నిర్మించాలి ముప్పై కిలోమీటర్ల దూరం కాల్వ ద్వారా నీరు మళ్లించాల్సి ఉంటుంది మళ్లీ నలభై ఐదు మీటర్ల లిఫ్టుతో మూడు వందల పది మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి అక్కడి నుంచి డెబ్బై కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వి ఒక టీఎంసీ నీటిని శ్రీశైలం జలాశయంలో రెండు వందల డెబ్బై మీటర్ల వద్ద పోయాల్సి ఉంటుంది ఈ ప్రతిపాదనకు డెబ్బై ఏడు వేల కోట్లు వ్యయాన్ని అంచనా వేశారు రెండో ప్రతిపాదనలో నూట ముప్పై ఒక కిలోమీటర్ల మేర సొరంగం రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ప్రధాన కాలువ ఇరవై ఐదు కిలోమీటర్ల మేర లింక్ కాలువలు తవ్వడంతో పాటు మూడు వందల ఐదు మీటర్ల ఎత్తుతో ఎత్తిపోతలను నిర్మించాల్సి ఉంటుంది హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన రెండు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎంఆర్ఓ లావణ్య ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది జరిపిన సోదాల్లో ఏకంగా తొంభై మూడు లక్షల నగదు పట్టుబడింది కేశంపేట మండలానికి చెందిన ఓ రైతు తన తొమ్మిది ఎకరాల ఏడు గుంటల భూమికి పాస్బుక్లు వచ్చినప్పటికీ ఆన్లైన్లో రావటం లేదని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అందుకోసం అనంతయ్య అనే వీఆర్ఓ ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వీఆర్ఓ అనంతయ్య నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఈ కేసు విచారణలో భాగంగా కేశంపేట తహసీల్దార్ లావణ్యకు చెందిన హైదరాబాద్ హైత్నగర్లోని ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలో తొంభై మూడు పాయింట్ ఐదు లక్షల నగదు నలభై తులాల బంగారు ఆభరణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు తీగలాగితే డొంక కదిలినట్లు తహసీల్దార్ చెబితేనే తాను లంచం తీసుకున్నానన్న వీఆర్ఓ అనంతయ్యను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు తహసీల్దార్ లావణ్యపై కేసు నమోదు చేశారు రెవెన్యూ రికార్డులో ఉండి తన పాస్బుక్ తీసుకున్న తర్వాత ఒక రోజులనే ఆ రెవెన్యూ రికార్డు నుంచి ఆన్లైన్ ఆన్లైన్ రికార్డు నుంచి అని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన కేశంపేట తహసీల్ కు వెళ్ళగా అక్కడ ఆయన ఫిర్యాదు స్వీకరించకుండా అంతయ్య అనే విఆర్ఓను కలవమని సూచించినారు రికార్డులోని తొలగించిన భూమిని మళ్లీ రికార్డులో కలపడం కోసం ఎనిమిది లక్షల అని డిమాండ్ చేయడం జరిగింది అందులో ఐదు లక్షలు తహసీల్దార్ కని మూడు లక్షలు తనకని చెప్పి అతను మాట్లాడడం జరిగింది ఆ ట్రాప్ లో విఆర్ఓ నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుని రెడ్ హండ్రెడ్ గా పట్టుబట్టాడు తెలంగాణలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో యాజమాన్య కోట అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఇరవై శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేలా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది తెలంగాణలోని తొమ్మిది వందల ఎనభై నాలుగు కళాశాలలో మూడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల నాలుగు సీట్లు అందుబాటులో ఉండగా ఈ ఏడాది మూడు విడతల్లో నిర్వహించిన దోస్త్ కౌన్సిలింగ్లో లక్ష పంతొమ్మిది వేల తొంభై ఎనిమిది మంది మాత్రమే డిగ్రీలో చేరారు మరో రెండు లక్షల అరవై ఏడు వేల నూట ఆరు సీట్లు మిగిలిపోయాయి కొన్ని ప్రముఖ కళాశాల పాఠశాలలకు డిమాండ్ ఉన్న దృష్ట్యా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఉన్నత విద్యా మండలి దోస్త్ అధికారులు కూడా యాజమాన్య కోటాకు సుముఖంగా ఉండగా ఈ వారంలోనే సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సర్కారు సమ్మతి తెలిపితే ఈ విద్యా సంవత్సరం నుంచే యాజమాన్య కోట అమల్లోకి రానుంది మిగిలిన డిగ్రీ సీట్ల భర్తీ కోసం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల అనంతరం ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహించేందుకు దోస్త్ సిద్ధమవుతోంది అంతకంటే ముందే యాజమాన్య కోట అమలయ్యేలా కసరత్తు జరుగుతోంది కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచుకు చేరింది బడ్జెట్ సమావేశాల్లోగా ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది రాజీనామాలు చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు వాటిని స్పీకర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వారి పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది బుధవారం రాజీనామా చేసిన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ముంబైలో ఉన్న అసమ్మతి వర్గంలో చేరిపోయారు కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ఎంతకు దిగిరాకపోవడం కొత్తగా మరికొందరు తిరుగుబాటు వర్గంలో చేరిపోతుండడం పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాత్రి తన తండ్రి మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడతో ప్రత్యేకంగా సమావేశమైన కుమారస్వామి పదవి నుంచి తప్పుకొనున్నట్లు వెల్లడించారని తెలిసింది శాసనసభ సమావేశాల్లోనే రాజీనామా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం మిత్రపక్షాలు నిన్న రాజ్భవన్ వద్ద చేసిన ఆందోళనకు దూరంగా ఉన్న కుమారస్వామి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం హాజరు కాలేదు భాజపాయే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు మరోవైపు సభాపతి రమేష్ కుమార్ తన రాజీనామాలను అంగీకరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అసమ్మత నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్కు తక్షణ విచారణ అర్హత ఉందో లేదో నేడు నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ఎమ్మెల్యేలంతా సంకీర్ణ ప్రభుత్వంతో విసుకుపోయి స్వచ్ఛందంగా రాజీనామా రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ దురుద్దేశంతోనే వాటిని ఆమోదించడం లేదంటూ భాజపా నేతల బృందం గవర్నర్కు ఫిర్యాదు చేసింది సంఖ్యాబలాన్ని పూర్తిగా కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతికత లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని భాజపా రాష్ట అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలోని బృందం గవర్నర్ను కోరింది కుమారస్వామి సర్కార్ తక్షణమే అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ విధానసౌధ ఎదుట గాంధీ విగ్రహం వద్ద భాజపా ఆందోళన కొనసాగించింది మరోవైపు కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్ కేసీ వేణుగోపాల్ దేవిగౌడ సిద్దరామయ్యలతో కూడిన మిత్రపక్షాల బృందం భాజపా తీరుకు నిరసనగా బుధవారం ర్యాలీగా గవర్నర్ కార్యాలయానికి వెళ్లింది వారిని కలిసేందుకు గవర్నర్ వాజుభాయ్ వాలా నిరాకరించగా వారంతా అక్కడే బైఠాయించి ధర్నా చేశారు గోవా కాంగ్రెస్ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది గోవాలో కాంగ్రెస్ కున్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పది మంది చీలిక వర్గంగా ఏర్పడి తమను భాజపాలో విలీనం చేయాలని స్పీకర్ను కోరారు ఈ మేరకు విపక్ష నేత చంద్రకాంత్ కావేల్కర్తో పాటు మరో తొమ్మిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు స్పీకర్ రాజేష్ పట్నేకర్కు లేఖ సమర్పించారు మరోవైపు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా శాసనసభలో తమ బలం ఇరవై ఏడుకు పెరిగినట్లు స్పీకర్కు లేఖ ఇచ్చారు ఈ రెండు లేఖలను ఆమోదించినట్లు స్పీకర్ రాజేష్ పట్నేకర్ ప్రకటించారు ఫలితంగా రెండు వేల పదిహేడు శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు తాజా పరిణామాలతో నలభై మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో భాజపాకు ఇరవై ఏడు కాంగ్రెస్కు ఐదు గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు ఎన్సీపీ ఎంజీపీలకు ఒక్కో సభ్యులుండగా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు కాంగ్రెస్ పార్టీలోని మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు భాజపాలో విలీనమయ్యారన్న సీఎం ప్రమోద్ సావంత్ వారిపై పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం వర్తించదని పేర్కొన్నారు ఉత్తరాఖండ్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ మరో వివాదంలో చిక్కుకున్నారు డెహ్రాడూన్లోని ఓ హోటల్లో తన అనుచరులతో కలిసి మద్యం సేవించిన ప్రణవ్ సింగ్ తర్వాత తుపాకులను పట్టుకుని ఫోజులిస్తూ నృత్యాలు చేయడం వివాదాస్పదమైంది ఒక విలేకరిని బెదిరించిన కారణంగా ఇటీవల ప్రణవ్ను పార్టీ నుంచి భాజపా సస్పెండ్ చేసింది ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తుపాకులకు లైసెన్స్ ఉందో లేదో తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనంపై భారత్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలితం ఇవ్వనుంది స్విట్జర్లాండ్లో గతేడాది నుంచి రద్దు చేసిన ఖాతాలు సహా భారతీయులందరి స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమగ్ర ఆర్థిక వివరాలు తొలి విడతగా ఈ సెప్టెంబర్లో భారత్కు అందనున్నాయి ఈ మేరకు ఒక్కో భారతీయ ఖాతాదారుడి ఖాతా నంబర్ క్రెడిట్ బ్యాలెన్స్ సహా అన్ని రకాల రాబడి వివరాలను భారత పన్ను విభాగానికి స్విట్జర్లాండ్ ఇవ్వనుంది ఈ సెప్టెంబర్లో ప్రారంభం కానున్న వివరాల పంపిణీ ఏడాదికోసారి కొనసాగనున్నట్లు స్విట్జర్లాండ్ ఆర్థిక విభాగం ఎఫ్డీఎఫ్ తెలిపింది ఇప్పటికే వంద మంది భారతీయ ఖాతాదారుల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాలను భారత్కు పంపిన స్విట్జర్లాండ్ గుర్తింపు ఖాతా ఆర్థిక వివరాలు అనే మూడు విభాగాలుగా స్విస్ ఖాతాల సమాచారాన్ని పంచుకోనుంది అమెరికాలో ప్రతిభ ఆధారిత వలస విధానం అమలు చేసే దిశలో అమెరికా దిగువ సభ ఆమోదించింది ఈ విధానంలో భాగంగా అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న హెచ్ వన్ బిఎల్ ఎల్ వీసాదారులకు మేలు చేసే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపనుంది ఒక దేశం నుంచి హెచ్ వన్ బి వీసాలపై వచ్చే వారికిచ్చే గ్రీన్ కార్డులపై ఏడు శాతం పరిమితిని ఎత్తేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై హౌస్ ఆఫ్ లో ఓటింగ్ జరిగింది అధికార రిపబ్లికన్ విపక్ష డెమోక్రటిక్ పార్టీలకు చెందిన మూడు వందల పది మంది సభ్యుల మద్దతు బిల్లుకు ఉన్నందున నాలుగు వందల ముప్పై ఐదు మంది సభ్యులున్న దిగువ సభ ఆమోదం లాంఛన లాంఛనప్రాయమైంది జర్మన్ ఛాన్సలర్ ఏంజలా మెరికల్ అధికారిక కార్యక్రమాల్లో నిలబడలేక ఇబ్బందులు పడటం ఆమె ఆరోగ్యంపై అనుమానాలు రేకెత్తిస్తోంది జర్మన్ పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ ప్రధానమంత్రి యాంటీ రిన్నేకు సైనిక లాంఛనాలతో స్వాగతం పలికే సమయంలో ఆమె వణుకుతూ కనిపించారు మొదటిసారి జూన్ పద్దెనిమిదిన ఇలాగే వణుకుతూ కనిపించిన మెర్కెల్ జూన్ ఇరవై ఏడున సైతం మౌనంగా నిలబడ్డ సమయంలో వణుకు రావడంతో నడక ప్రారంభించి దాని నుంచి తప్పించుకున్నారు అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేసిన మెర్కెల్ ఆ వణుకు ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోతుందని దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు గతంలో జరిగిన ఘటనల తాలూకు జ్ఞాపకాలే మెర్కెల్కు మళ్లీ మళ్లీ వణుకు తెప్పిస్తున్నట్లు తేలిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి న్యూస్ సమాప్తం నమస్కారం